hi welcome to Divya Sanjeevini belly fat తగ్గడానికి అబ్డామన్ ఫిట్గా ఉండడానికి నెక్స్ట్ uh, ఇది చాలా చాలా ఎక్సలెంట్గా నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసేటువంటి ఆసనం ఈ ఆసనం పేరు నౌకాసన అని దీని పేరు ఎలా చేద్దామో చూద్దాం శవాసనం తీసుకున్న తర్వాత రెండు కాళ్ళు దగ్గర ఉంచండి రెండు చేతులు శరీరానికి దగ్గరగా తీసుకురండి మీ యొక్క మొండె భాగాన్ని కాలు భాగాన్ని ఇరవై ఇరవై డిగ్రీలు పైకి లిఫ్ట్ చేయండి పైకి లిఫ్ట్ చేయండి ఇలా మీరు ఒక ముప్పై సెకండ్లు ఉండండి తర్వాత డౌన్ ఇక్కడ రెండు శ్వాసలు తీసుకోండి దేవ శ్వాస మరి వన్స్ అగైన్ సేమ్ ప్రాక్టీస్ మీరు ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ మరి స్లోలీ డా డీప్ బ్రెత్స్ ఈ నౌకాసనాన్ని అందరూ కూడా చేయొచ్చు బీపీ పేషెంట్స్ కనుక చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి ఎందుకైనా కానీ ఇది ఒక నిపుణుల పర్యవేక్షణలో చేయడమే ఇది మంచిది ఈ రకంగా మీరు రెగ్యులర్గా చేసుకుంటే మీ యొక్క అబ్డోమన్ చాలా చాలా